ఒక రంగంలో ఎవరైనా పైకి వచ్చిన వాడు ఉంటే వాడికి కావాల్సిన ముఖ్య అర్హత ఏంటంటే తను పనిచేస్తున్న ఆ రంగం పట్ల ప్రేమ దానిని ప్రేమించగలడు అంటే తన రాతను కాదు రాతను ప్రేమించగలడు